హాయ్ ఫ్రెండ్స్ ఛానల్ తర్వాత మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తున్నాను వింటాప్ గురించి లాస్ట్ టైం అప్లోడ్ చేశాను దాని గురించి చాలామంది లైక్స్ కామెంట్స్ ఇచ్చారు కామెంట్స్లో వచ్చి సాయి తను నెక్స్ట్ గురించి నెక్స్ట్ వీడియో గురించి కూడా చాలా చాలాసార్లు అడిగారు సో ఈ వీడియో మెయిన్ ఎందుకు చేస్తున్నా అంటే రిజల్ట్స్ గురించి అడిగారు రిజల్ట్స్ వచ్చి పిక్స్ పెడుతున్నాను వీడియో పదవులు సో దానికనేసి చెప్తామనేసి ఈ వీడియో తీసి పెడుతున్నాను ఈ వీడియో ఎండింగ్లో మీకు ఫిక్స్ వచ్చేలాగా చేస్తాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్స్ చేయండి అన్న డౌట్స్ ఉంటే కూడా అడగండి నెక్స్ట్ వీడియో వచ్చి food product chapati making machine గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను అది త్వరలోనే వీడియో తీసి అప్లోడ్ చేస్తాను